hi friends welcome to my channel ఈ వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ అయిన బాదుషా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో పావు కిలో నెయ్యి లేదా డాల్డా తీసుకుని ఒక కేజీ మైదా పిండి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని రెండు చేతులతో చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా మైదాపిండి పొడి పొడిగా వచ్చేంత వరకు రబ్ చేయాలి ఇలా రబ్ చేస్తూనే ఉండాలి ఎంతసేపు రబ్ చేస్తే అంత చక్కగా బాదుషాలన్నీ మంచిగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో వంద గ్రాములు పుల్లని పెరుగు వేసి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పూరి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే క్రమంలోనే గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి అప్పుడే బాదుషాలు పర్ఫెక్ట్గా ఉంటాయి పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి పైన ఒక తడి బట్ట కప్పి అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి బాదుషా పాకం కోసం రెండు కేజీల పంచదార నాలుగు లీటర్ల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేంత వరకు బాగా కదుపుతూ ఉండాలి బాదుషాకి తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువ వస్తే సరిపోతుంది పాకం రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం బాదుషా పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కావలసిన సైజులో ముద్దలు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని ఇలా చేతిలోకి తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసి బొటన్ వేలతో ఈ విధంగా మధ్యలో ప్రెస్ చేసుకోవాలి అలాగే మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ బొటన్ వేలతో ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న ఈ బాదుషాలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ రకంగానే మొత్తం బాదుషాలన్నీ తయారు చేసేసుకుందాం తయారైపోయాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని వేడి చేయాలి ఈ ఆయిల్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేడైతే సరిపోతుంది ఒక్కొక్కటిగా బాదుషాలన్నీ వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి బాదుషాలు పైకి తేలేంత వరకు వాటిని కదపకూడదు చూసారా చక్కగా ఒక్కొక్కటి పైకి తేలుతున్నాయి ఇప్పుడు వీటిని నెమ్మదిగా నైఫ్తో కానీ లేదా సన్నటి గరిటితో కానీ చక్కగా కలుపుకోవాలి ఈ టైంలోనే స్టవ్ని కొద్దిగా హై కావాలంటే చేసుకోవచ్చు ఇలా అన్ని బాదుషాలు వేగేలాగా తిప్పుకుంటూ ఉండాలి అన్ని వైపులా ఈక్వల్ కలర్ వచ్చేలా చూసుకోవాలి చూసారుగా బాదుషాలన్నీ చక్కని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి ఒక చిల్లుల బొట్టలోకి తీసేసుకుందాం బాదుషాలు బాగా చల్లారిపోయాక మాత్రమే పాకంలో వేసుకోవాలి ఒకవేళ వేడి మీద వేసేసామనుకోండి అవి మొత్తం ముద్ద ముద్దగా అయిపోయి బాదుషా షేప్ అనేది కూడా ఉండదు అయితే పాకం మాత్రం కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది బాదుషా మాత్రం చల్లగానే ఉండాలి ఇలా ఒక పది నిమిషాలు పాకంలో ఉంచుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం అంతే ఎంతో ఈజీగా ప్రతి ఫంక్షన్కి అలాగే ప్రతి పండక్కి మనమే ఇంట్లో చేసుకోగలిగే బాదుషాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ